Glory Jesus, hallelujah, hallelujah, hallelujah, hallelujah. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం glory hallelujah hallelujah hallelujah hallelujah రక్షకానికి సుతి రక్షకానికి సుతి రక్షకానికి స్థుతి hallelujah hallelujah hallelujah glory Jesus glory Jesus అందరూ కొన్ని నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఈ రాత్రి కాల సమయంలో మనం దేవుని సన్నిధిలో ఉందాం పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మన మధ్య చేయులాగా ఎవరి గృహాల్లో వారు మనం ఉంటూనే రాత్రి కొడుకులో పాల్గొనడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి సమయమును బట్టి ఇటు గొప్ప ధన్యతను బట్టి కొన్ని నిమిషాలు ఈ రాత్రి అందరము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఉందాం hallelujah hallelujah hallelujah hallelujah Glory Jesus. Hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah. Sotram, sotram, sotram, sotram, sotram, sotram, sotram, sotram, sotram, sotram, sotram. పరిశుద్రానికి స్తోత్రం పరిశుద్రానికి స్తోత్రం పరిశుద్రానికి స్తోత్రం కృప కలిగిన వాడానికి స్తోత్రం కృప కలిగిన దేవానికి వందనాలయ హలెలుయ హలెలుయ హలలుయ హలలుయ హలలుయ హలలుయ స్థుతులు దేవా నీకు స్థుతులు స్థుతులు దేవా నీకు స్థుతులయ్యా హలలుయ హలలుయ హలలుయ హలలుయ కృపగల దేవా నీకు వందనాలు కృపగల దేవా నీకు వందనాలు కృపగల దేవా నీకు వందనాలయ్యా హలలుయ హలలుయ హలలుయా జాయిన్ అవుతున్న వారు దయచేసి మీ వీడియో ఆన్ చేసి పెట్టుకోండి ఎనేబుల్ చేసి పెట్టుకోండి దయచేసి మనం ప్రార్థన చేసుకుని ఈ కొడుకుని మనం ప్రారంభించుకుందాం రాత్రి అందరూ కళ్ళు మూసినట్లయితే తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ దేవాని ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కృప కలిగిన వాడ ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ విధంగా దేవా నీ సన్నిధిలో ప్రభా మేము కూడి ఉండగా ప్రభా మీ కృప మీ కాపుదల మీ సాన్నిధ్యం మాకు తోడుగుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ జూమ్ ప్రభా కార్యక్రమం ద్వారా ప్రభా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా పేరు పేరున ప్రభా మీ హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇదిగో ఈ రాత్రి ప్రభా మీ సన్నిధిలో కొన్ని నిమిషాలు మేము ఉండబోతుండగా ఇదిగో ప్రభాహలు మీరు మాకు తోడుగుండి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా సమస్తం ప్రభా మీరే అధ్యక్షత వహించి ప్రభా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి ప్రభా వాక్య ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి ఇదిగో ప్రభా మాతో ప్రభా రాత్రి ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థన ప్రార్థన చేయించున్నాం ప్రభా మీ స్వరాన్ని ప్రభ కింద మాకు వినిపింపజేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు కృప కలిగిన వాడా సహాయం చేయండి దేవా నీకు వందనాలు ప్రభా మీ ప్రార్థనలు అంతట్లో కూడా ప్రభా తోడుగుండండి దేవా నీకు వందనాలు ఎవరు ఎట్టి సమస్య ఎట్టి ఇబ్బంది ఎట్టి ప్రతికూలమైనటువంటి అనుభవాలు గుండా వెళుతున్నారో రాత్రి ప్రభా ఈ ప్రార్థన కోడిక ద్వారా ప్రభా ఒక దైవికమైనటువంటి గొప్ప విడుదల ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా మీరు దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభా గొప్ప కార్యాలు చేయండి ప్రభా ఇదిగో ప్రభా మీ సాన్నిధ్యం మాకు తోడుగుంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ పాటలు పాడుకొని మనము ముందుకు వెళ్తాం మొదటిగా సుజాత ఆంటీ వాళ్ళు ఒక పాట పాడి వినిపిస్తారు ఆ తర్వాత శిరీష ఒక పాట పాడి వినిపిస్తుంది పాటల తర్వాత మనము ముందుకు వెళ్దాం హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా కొండ the yard. నిధి గొర్రె పిల్ల మనసయా ఏసయ్యా గొర్రె పిల్ల మనసయా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా లోకములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా ఇది ప్రేమించే మనసయ్యా మనసయా ప్రేమించే మనసయా నిధి ప్రేమించే మనసయా ఎసయా ప్రేమించే మనసయా మేలులు నీ మేలులు మరచిపోలేనయా మేలు నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో శిరీష వాళ్ళు అలాగే తన స్నేహితురాలు కలిసి ఒక పాట పాడి వినిపిస్తారు అందరికీ వందనాలు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయం ప్రవహింపచేయుమయా శరీర క్రియలన్నయు నాలో నశింపచేయుమయా శరీర క్రియలన్నయు నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయము ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరముల నన్ను అభిషేకించుమయా నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆమెన్ దేవునామానికి మహిమ కలుగురు గాక చాలా మంచి పాడి వచ్చిన బిడ్డల్ని దేవుడు ధారాళంగా దీవించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం అందరూ కింద కళ్ళు మూస్తున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని మనము మన ప్రార్థన కొడుకుని ముందుకు తీసుకెళ్దాం అందరూ కింద తల వంచి ప్రార్థనలో ఉండగలిగినట్లయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కార్యించేలాగా ఈ రాత్రి ఆయన తన స్వరాన్ని మనకు వినిపింపచేయలాగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు గొప్ప కార్యం చేయడానికి దేవుడు కృపను గురించలాగా జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని రాత్రి దేవాతి దేవుడు దీవించలాగా దైవజుని రాత్రి అభిషేకించి మన మధ్య కొద్ది నిమిషాలైనా సరే మన మధ్య వాడుకోవడానికి దేవుడు కృపను గురించలాగా మనం అందరం ప్రార్థనలో ఉన్న కొన్ని నిమిషాలు రాత్రి అందరము స్వరమెత్తి కొన్ని నిమిషాలు స్థుతులతో స్వతాలతో నామాన్ని కనపరుద్దాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ జీసస్ ఆమేన్ పరిశుద్రానికి వందనాలు పరిశుద్రానికి వందనాలు కృపగలిగిన దేవానికి వందనాలు దయగలిగిన వాడానికి వందనాలు యహలెలు యహలెలు యహలెలు యహలెలు యహలెలు ఏసయా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం హలెలు రాత్రి మనం అందరం కూడా ప్రార్థనలో ఉంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తన సాన్నిధ్యాన్ని మనకు తోడు ఉంచి నడిపించలాగా ఆయన తన స్వరాన్ని మనకు వినిపింపచేయలా దీవించులాహన ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు దీవించుకోవాలన్నా ఈ ప్రార్థన కొడుకు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మనమందరము ప్రార్థనలో ఉంటూ ఉండగా బేబీ ఆంటీ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు హలేలుయా హలేలుయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన మా దేవా నీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు ప్రభా కృపగలిన దేవా దయగలిని దేవా నీకు దయా దయాస్వరూపుడా నీకు స్తోత్రం శక్తిమంతుడా అని స్తోత్రం బలమంతుడా అని స్తోత్రం నీతిమంతుడా అని స్తోత్రం సర్వాధికారుని ఏసయ్యా సర్వశక్తి గల ఏసయ్యా సజీవుడని ఏసయ్య ఆకాశాన్ని భూమిని సృజించిన సృష్టికర్తమైన మా ఏసయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా నీకే వందనాలయ్యా నువ్వు చేసిన మేలుకై వందనాలు నడిపించిన విధానం కాపాడుచున్న విధానికి వందనాలయ్యా నువ్వు చేసిన ఉపకారాలు ప్రతి నీ పట్ల మేమేం చేయలేకపోతున్నాం నామయ్య ఏసయ్య మీరు ఇచ్చిన రక్షణ మాత్రం చేతబుచ్చుని వేస్తున్నామం ఇప్పుడు ప్రార్థించుడు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రమయ్యా మాకంటే గొప్ప వర్గాలు లేని వారు అధికారులు శక్తివంతులు బలవంతులు ప్రభావ ఏ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళినారు ప్రభా ఎందుకు రాని వారు దౌర్భాగ్యులు ప్రభా మమ్మల్ని మీరు సజీవుల సంఖ్యలో సజ్జుల దేశంలో ప్రభా జీవంగల దేవుని స్థుతించుడు ఆరాధించుడు ప్రభా ఇచ్చిన భాగ్యం దనితునికి స్తోత్రాలు నాన్న ఈ రాత్రి వేళ ప్రభా ఏ జూమ్ మీటింగ్ నీ చేతుల నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి మా శరీరాలు అయితే దూరం ఉన్న ఆత్మ ప్రభా కలిసి నేను స్థుతించుడు నేను ఆరాధించుడు ప్రభా మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా కూడిన ప్రతి ఒక్క బిడ్డలు దీవించిన ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రాలు ప్రతి ఒక్క అవసరాలు అక్కలు తీర్చు నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితిలో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క అవసరాలు అక్కలు తీర్చే దేవుడు కష్టములో నష్టములో దుఃఖంలో రోగంలో ప్రయాసంలో ఎవరైనా ఉంటే ప్రభా ఏసు నదరతుడు ఏసు నామం పెడుతండి వాళ్ళకి విడుదల స్వస్థత ఆరోగ్యాలు దయచేయండి ఆయుష దయచే నీకు ప్రయోజకరంగా నీకు మహిమకరంగా సాక్షార్థంగా ప్రభా సంఘానికి ఆశీర్వాదకరంగా తండ్రి ఒక కుటుంబాన్ని ఉపయోగించండి అయ్యా కడవర దినాలు లంచి దినాలు అపాయ దినాలు ఉన్నాం దురిదినాలు ఉన్నాం ప్రభా ఎక్కడ చూసినా శాంతి లేదు సమాధానం లేదు నాయన మాకు మా సంఘానికి ఇంతవరకు ఇచ్చిన శాంతిని సమాధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా నీ కాపుదలను బట్టి స్తోత్రం నీ భద్రతను బట్టి స్తోత్రాలయ్యా చేసిన ఉపకారాలకు బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా దైవజనులు బట్టి స్తోత్రాలయ్యా పాష్కారిని జ్ఞాపకం చేసుకుని దైవజనులు జాతి పాష్కారికి మంచి ఆరోగ్యం ఆయుష్ తెచ్చండి పాష్కార్ తిరిగే మార్గాలు చేసే సేవన సంఘ సేవన జిల్లా సేవని పరిచిన దేవాన్ని స్తోత్రం ఏమైనా సజ్జిని బట్టి స్తోత్రం నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి బిడ్డను దీవించిన బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని తెలివిని బట్టి స్తోత్రం నీ ఆలోచన ప్రకారం తండ్రి ఇంకా నీ బిడ్డ నడిపించండి సంఘానికి క్షేమకరంగా నీకు ప్రయోజకరంగా పనికొచ్చే పాత్రకు ఇంకా బిడ్డను అభిషేకించి ఆశీర్వదించిన దేవాని స్తోత్రం పరిశుద్ధాత్మదేవుడా ముఖ్యంగా ప్రభ ఈ రోజు రాత్రి తండ్రి అయ్యా వచ్చిన ప్రభ బాబు జాన్ గారిని కూడా నీ సన్నిధాలు తండ్రి నీ దాసుడు వచ్చుడు ప్రభ మా సంఘానికి మా అందరికి ఆశీర్వాదకరంగా ఉండుకు మీరే సహాయం చేయండి పోయిన దినాలు నీ దాసుడు ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి వేళ ప్రభ నీ దాసుడు ద్వారా ఏ ఉద్దేశించి మా ద్వారా మాతో మాట్లాడబోతున్నారో అతని మా సంఘానికి సిద్ధపరిచించినారు మా కుటుంబాలకు మాకు కూడా ఆశీర్వాదకరంగా ఉండదు దయచే నీ సిలువ చాటు నీ దాసుడు మరుగుపరిచి నీ దాసుడు కూడా మంచి ఆరోగ్యం ఆయుష్ అయ్యా తన కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యం ఆయుష్ దయచని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడా ఈ రాత్రి వేళ ప్రభా నీ సాన్నిధ్యాన్ని మేము అనిపించుడు దైవ దీవులు దైవ ఆశీర్వాదాలు మేము పొందుకునే కృప మాకు అనుగ్రహించండి తండ్రి మొదటి నుంచి ఆఖరి వరకు తండ్రి నీ సాన్నిధ్యాన్ని ప్రభా అనుభవించడానికి సహాయం చేయండి కూడి వచ్చేవారిని ఇంకా కూడి వచ్చేవారిని కూడా ప్రభా అనేకులు జాయిన్ అవ్వడం కూడా సహాయం చేయండి నీ సన్నిధానంలో ప్రభా ఒక దినం కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మీ వాక్యరాబడి ఇచ్చిన సమయాన్ని ప్రభా మేము సద్వినియోగం చేయకుండా ప్రభా సాయన దాన్ని ప్రభా ఉపయోగించదండి నీ స్థుతించి గణపరిచి మహింపరిచే కృప మాకు అనుగ్రహించి ఓడుగా నడిపించమని మీరే ఘనత మహిమా ప్రభావాలు మీకే అందుకో అనుగ్రహ ఏసు ఘనమైన నామం పెండిన నేను వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమె ఆమె చాలా సంతోషంగా ఉంది రాత్రి దేవుని సన్నిధిలో ఈ విధంగా అంత వరలో కూడుకొని ఈ విధంగా ఉండడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయం బట్టి నేను ఎంతగానో దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను జాయిన్ అవుతున్నాను ప్రతి ఒక్కరిని దేవాతి దేవుడు రాత్రి ధారాళంగా దీవించి ఆశీర్వదించును కాక మరి అనుకున్న రీతిలో మరి అనుకున్న రీతిలో కాదు మరలా ప్లాన్ చేసిన రీతిగా మరలా బాబు జాన్ గారు మా ఈ నెలలో భీమవరం అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మరలా దేవుని పరిచయగా దేవుని వాక్యాన్ని అందించడానికి పిలువబడడం ద్వారా ఇక్కడికి మన ఆంధ్రాకి రావడం జరిగింది మరి వచ్చినప్పుడు తర్జుమా చేయడానికి ఆయన నన్ను పిలిచి పిలిచినప్పుడు ఈ విధంగా ఈ రోజు ఉదయకాలం పామర్ రావడానికి అలాగే రేపు రేపటి నుంచి భీమవరంలో ప్రార్థనా కొడుకులు ఉపాస కొడుకులు చరణయ్య ఉన్నాయి ఆ కొడుకుల్లో కూడా దేవుడు అద్భుతకరంగా ఆయన్ని నన్ను కలిసి బలంగా వాడుకోవాలని మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి సో ఈ విధంగా ఈ రాత్రి ఇలా జూమ్ మీటింగ్లో అనుకోకుండా మనకి కనెక్ట్ అయ్యారు అందుని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి దేవాది దేవుడే ఆయన స్వరాన్ని మనతో మాట్లాడడానికి దేవుడు కృపను గురించి అందరూ ఈ రాత్రి మనం ప్రార్థనా పూర్వకంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సమయాన్ని నేను ఆ, ఎక్కువగా ఆ, తీసుకోకుండా పాస్టర్ గారికి ఆ, వాక్యంకి సమయాన్ని అప్పగిస్తున్నాను ഹല്ലേലൂയ హల్లెలూయా ഈ അനുഗ്രഹിതമായിട്ടുള്ള നല്ല സമയത്തെ ഓർത്ത് ദൈവത്തിന് ഞാൻ നന്ദി പറയുകയാണ് ఈ ఆశీర్వదింపబడినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ഈ നല്ല ആ, സന്ധ്യാസമയത്ത് ദൈവസന്നിധിയിലായിരിക്കും കർത്താവിലേക്ക് വസിക്കുന്ന സ്തോത്രം ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు మనకి అందరికీ అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను ഈ നല്ല സമയത്ത് നിങ്ങളോടൊന്ന് ശാരീരിപ്പാൻ കർത്താവ് ഒരുക്കിയ അവസരത്തിനായി ദൈവത്തിന് വീണ്ടും നന്ദി പറയുന്നു ఈ మంచి సమయంలో ఈ విధంగా మీతో పాటు కలిసి ఈ విధంగా ఈ కొడుకులో పాల్పొందడానికి దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు പ്രത്യേകാൽ ഈ മാധ്യമത്തിലൂടെ അല്പസമയം കർത്താവിന്റെ വചനം നിങ്ങളുമായിട്ട് പങ്കുവയ്ക്കുവാൻ കർത്താവ് എനിക്ക് ഒരിക്കൽ കൂടി ഭാഗ്യം ഒരുക്കിയത് ഓർത്ത് ദൈവത്തിന് വീണ്ടും ഞാൻ നന്ദി പറയുന്നു ప్రత్యేకంగా ఈ విధంగా టెక్నాలజీ ఈ విధంగా మీడియా ఉపయోగించుకుంటూ దేవుని సన్నిధిలో మనం గడపడానికి దేవుడు మనకి నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ഒരിക്കൽ കൂടി ഇവിടെ കടന്നു വരുന്ന പ്രിയ ആ, പാസ്റ്ററോടും ആ, പ്രിയ കർത്താനദാസ് സജിയോടും ദൈവമക്കളോടും വിചാരിക്കുന്നതിൽ വലിയ സന്തോഷമുണ്ട് మరలా మీ ప్రాంతానికి పామర రావడానికి అలాగే దైవజనులు ఆ, సహోదరుడు సజ్జి అలాగే మీ అందరితో కలిసి ఈ విధంగా ఉండడానికి ఆ, ఉండడం నాకు ఎంతగానో సంతోషకరంగా ఉంది ഇപ്പോൾ ഇവിടെ നമ്മളെ ശ്രദ്ധിക്കുന്ന പല സ്ഥലങ്ങളിൽ പല രാജ്യങ്ങളിൽ നിന്ന് നമ്മളെ ശ്രദ്ധിക്കുന്നവരുണ്ട് ఆ, నేను ఇక్కడ చూస్తున్నాను మానిటర్లో ఆ, నన్ను వీక్షిస్తున్నటువంటి వారు ఆ, మన భారతదేశంలోనే కాదు బయట నుంచి కూడా విదేశాల్లో నుండి కూడా వీక్షిస్తున్నారు పాల్గొంటూ ఉన్నారు ഒരു കാലത്ത് ബന്ധക്കോസുകാരൊന്നും താല്പര്യപ്പെടാതിരുന്ന ഇഷ്ടപ്പെടാതിരുന്ന ഒരു കാര്യമായിരുന്നു ഇങ്ങനെയുള്ള ഈ മാധ്യമങ്ങളൊക്കെ ఒకనొక దినంలో కొన్ని కొన్ని సంవత్సరాల క్రిందకి మనం వెళ్ళినట్లయితే పెంత వాళ్ళు ఏమాత్రం ఈ విధంగా టెక్నాలజీని ప్రోత్సహించకుండా విమర్శించేవాళ్ళు పెంత వాళ్ళు అనేవాళ్ళు ടി വി ഇഡിയറ്റ് ബോക്സ് എന്ന് പറഞ്ഞവരുണ്ട് టీవీని ఇడియట్ బాక్స్ అని పిలిచిన వాళ్ళు ఉన్నారు അങ്ങനെ പല നിലയിൽ നമുക്ക് ഇതിനെല്ലാം ആ, ആ, ഒരു മറ്റു നിലയിൽ കണ്ടവരുണ്ട് అలా టెక్నాలజీని ఆ, కొత్త విధానాలని వ్యతిరేకించిన వాళ్ళు పెంత చాలా మంది మనకి పూర్వం ఉండేవాళ్ళు അപ്പോൾ ഏത് സംവിധാനങ്ങളാണെന്ന് പറഞ്ഞാലും അത് ശരിയാവണ്ണം യൂസ് ചെയ്യുന്നുവെങ്കിൽ അതൊരു അനുഗ്രഹം തന്നെയാണ് అయితే ఏ టెక్నాలజీ అయినా ఏ మాధ్యమం అయినా అది దేవుని మహిమార్థమై ఉపయోగించుకుంటే అది దే- మంచిదే ഇപ്പൊ ഒരു കാലത്ത് ആ, ഞാൻ പറഞ്ഞല്ലോ നമുക്ക് ആ, ഇതെല്ലാം നിക്ഷിപ്തമായിരുന്നെങ്കിലും ഇന്ന് വിവിധ രാജ്യങ്ങളിൽ ഇരിക്കുന്നവർക്ക് ഒന്നിച്ച് ആ, ഒന്ന് കാണുവാൻ ദൈവജനം കേൾപ്പാൻ പറയുവാൻ ഒക്കെ കർത്താവ് അവസരം ഒരുക്കി അതിനോർത്ത് ഞാൻ ദൈവത്തിന് നന്ദി പറയുകയാണ് అయితే ఇవన్నీ ఒకప్పుడు మనకి పరిమితుల్లో ఉండేవి అయితే ఈ కరోనా వల్ల ఇప్పుడు ఇలాంటి ఈ విధంగా ఎవరి గృహాల్లో వాళ్ళు ఉంటూ ఏ విదేశాల్లో ఉంటూ కూడా ఈ విధంగా మనమంతా కూడా కలిసి ఒక ఆ, కూడికలో ఈ విధంగా పాల్గొనడానికి దేవుడు కృపను గురించారు ഇന്ന് രാത്രി അതോർത്ത് ദൈവത്തിന് ഞാൻ നന്ദി പറയുകയാണ് ఈ రాత్రి అందును బట్టి నేను దేవునికి ఆ ప్రారంభంగా స్థుతులు చెల్లిస్తున్నాను അല്പസമയം കർത്താവിന്റെ വചനത്തിലുള്ള നിങ്ങളുമായിട്ട് പങ്കുവയ്ക്കുവാൻ ഞാൻ ആഗ്രഹിക്കുകയാണ് ఈ రాత్రి కొద్దిసేపు దేవుని వాక్యంలో నుండి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ആവർത്തന പുസ്തകം മുപ്പത്തി മൂന്നാമത്തെ അധ്യായം അതിന്റെ ഇരുപത്തിയാറാമത്തെ വേദഭാഗം Deuteronomy chapter thirty three verse twenty six ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఒకసారి చూద్దాం അവിടെ ഇങ്ങനെ ആ, വായിക്കുന്നു ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం ఈ విధంగా യേശുവിന്റെ ദൈവത്തെ പോലെ ഒരുത്തനുമില്ല యశూరును దేవుని పోలిన వాడు ఎవడనూ లేడు നിന്റെ സഹായത്തിനായി അവൻ ആകാശത്തൂടെ നീ തന്റെ മഹിമയിൽ മേഘാരുടനായി വരുന്നു ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును ഹല്ലേലൂയ. హల్లెలూయా ഈ വേദ ഈ വേദവാക്യം നമ്മൾ മനസ്സിലാക്കുമ്പോൾ ఈ దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు പ്രത്യേകാൽ പ്രവചന വിഷയം പഠിക്കുന്ന ഒരു ദൈവത്തിന്റെ വേദന മനസ്സിലാക്കാൻ കഴിയുന്ന ഒരു കാര്യമുണ്ട് ప్రత్యేకంగా ప్రవచన మాటలు నేర్చుకుంటున్న వారికి అర్థమవుతూ ఉంటుంది വേദപുസ്തകത്തിൽ മഷിഹൈക പ്രവചനങ്ങളെ കുറിച്ച് ബൈബിൾ പറയുന്നുണ്ട് దేవుని లేఖనాల్లో మెస్సయాకు సంబంధించిన ప్రవచనాలు అనేకం చూస్తూ ఉంటాం അപ്പം ഈ പു- പഴയ പഴയ നിയമത്തിൽ പോലും യേശുവിന്റെ ആ, പ്രാഥമിക വരവിനെ കുറിച്ച് പറയുമ്പോൾ തന്നെ യേശുവിന്റെ രണ്ടാമത്തെ വരവിനെ കുറിച്ച് സെക്കൻഡ് കമ്മിങ്ങിനെ കുറിച്ചുള്ള പ്രാപഞ്ചികമായിട്ടുള്ള ആ വെളിപ്പെടുത്തൽ നമുക്ക് കാണുവാൻ കഴിയുന്നുണ്ട് పాత నిబంధనలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి అలాగే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించినటువంటి ఆ, ప్రవచన వాకులను మనం గమనించగలుగుతాం അങ്ങനെ യേശുവിന്റെ ആ, രണ്ടാം സെക്കൻഡ് കമ്മിങ്ങിനെ കുറിച്ച് പഴയ നിയമത്തിൽ പറയപ്പെടുന്ന ഒരു ആ, പ്രവചന ആ, വാക്യമാണ് ഞാൻ നിങ്ങളുടെ മുന്നിൽ വായിക്കുവാനിടയായിട്ടുള്ളത് అలాగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించినటువంటి చెప్పినటువంటి ఒక ప్రవచన మాటని మనం ఈ రాత్రి చదువుకుని ఉన్నాం എന്നാൽ ആ പ്രവചന വിഷയത്തെ ആസ്പദമാക്കിയല്ല നിങ്ങളുമായിട്ട് ഞാൻ പങ്ക് വചനം പങ്കുവയ്ക്കുവാൻ ആഗ്രഹിക്കുന്നത് అయితే ఆ ప్రవచన వాకులు కాదు మీతో పంచుకోవాలని నేను ఆశపడేది അപ്പൊ ഇതിലൂടെ നമുക്ക് ആവശ്യമായിട്ടുള്ള ഒരു ദൂത് നിങ്ങളുമായിട്ട് ഷെയർ ചെയ്യുവാൻ കർത്താവിൽ ആഗ്രഹിക്കുക అయితే అందులో నుండి ప్రవచనికమైనటువంటి లోతైన మాట కాకుండా అందులో నుండి ఆ ఆత్మీయమైనటువంటి ఆలోచన మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా ഇതിന് മുപ്പത്തിമൂന്നാം അധ്യായത്തിന്റെ പ്രാരംഭ വാക്യങ്ങൾ നമ്മൾ വായിക്കുമ്പോൾ ఇక్కడ ముప్పై మూడవ అధ్యాయంలో ప్రారంభపు వచనాలను మనం చూస్తున్నప్పుడు ഏകദേശം മോശയുടെ അവസാന സമയമായപ്പോൾ ఏ, దగ్గర దగ్గర మోషే ఆ, తన జీవితంలో చివరి గడియలు ఆ మృత ఆ, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భాలలో മുപ്പത്തിനാലാമത്തെ അധ്യായത്തിലേക്ക് വരുമ്പോൾ മോശയുടെ മരണം സംഭവിക്കുകയാണ് ముప్పై నాలుగో అధ్యాయంలో మోషే చనిపోవడం చూ- మనం താൻ చూస్తాం നൂറ്റി ഇരുപത് വയസ്സുള്ളവനായിട്ട് ആ, ദൈവത്തിൽ ദൈവത്താൽ ചേർക്കപ്പെട്ടതായി നമുക്ക് കാണുവാൻ കഴിയുകയാണ് అక్కడ దగ్గర దగ్గర నూట ఇరవై సంవత్సరాలు కలిగినటువంటి ఒక ఆ మోషేను మనము అలాగా ఆ మృతి మృతి పొందినట్లు మనం చూస్తాం അപ്പൊ തന്റെ മരണത്തിന് മുമ്പായിട്ട് ആ, ഇസ്രായേൽ ജനത്തെ അല്ലെങ്കിൽ ഇസ്രായേൽ ഗോത്രപിതാക്കന്മാരെ വിളിച്ച് അനുഗ്രഹിക്കുന്ന ഭാഗങ്ങളാണ് നമുക്ക് ഈ ഭാഗത്ത് നമുക്ക് കാണുവാൻ കഴിയുന്നത് అయితే ముప్పై మూడవ అధ్యాయంలోకి వచ్చేసి తన మరణానికి ముందు తాను ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేల్ గోత్రంలో ఉన్నటువంటి వారిని అందరిని పిలిచి అక్కడ ఆశీర్వదిస్తున్నటువంటి విధ- ఆ, ఆశీర్వచనాలు మనం చూస్తూ ఉంటాం രൂപേൻ മുതൽ ബെന്യാമിൻ വരെയുള്ളതായ പിതാക്കന്മാരെ വിളിച്ച് അനുഗ്രഹിക്കുകയാണ് రూబేను మొదలుకొని బెన్యామీను వరకు ఉన్నటువంటి గోత్ర పితరులను పిలిచి ఆశీర్వదిస్తూ ఉంటాడు അങ്ങനെ അവരുടെ ആ അനുഗ്രഹം അവരെ ഓരോരുത്തരും അനുഗ്രഹത്തിന് ശേഷമായിട്ട് అలా ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు വീണ്ടും അവരോട് പറയുന്ന ഒരു വാക്യമാണ് നമ്മളിവിടെ വായിക്കുവാനിടയായിട്ട് വന്നത് అక్కడ ఆశీర్వదిస్తూ తాను చెబుతున్న ఒక మాటని ఈ రాత్రి మనం అక్కడ చదువుకుని ఉన్నాం യേശുവിന്റെ ദൈവത്തെ പോലെ ഒരുത്തനുമില്ല యశురును దేవుని పోలిన వాడెవడను లేడు നമ്മൾ വേദപുസ്തകം നമ്മൾ പഠിക്കുമ്പോൾ మనం దేవుని వాక్యం మనం నేర్చుకుంటున్నప్పుడు യാക്കോബിനെ കുറിച്ച് ബൈബിൾ പറയുന്നുണ്ട് యాకోబు గురించి బైబిల్ మనకి ആ నేర్పిస్తుంది യാക്കോബിന്റെ മറ്റൊരു പേരായിട്ട് നമുക്ക് ഇസ്രായേലിനെ കുറി- ഇസ്രായേൽ ആ, എന്ന പേര് നമുക്ക് ആ, കാണുവാൻ കഴിയുന്നുണ്ട് యాకోబుకి మరొక పేరు ఇజ్రాయేలు అని మనం నేర్చుకుంటూ ఉంటాం ഇതിനെ പൊതുവായിട്ട് നമ്മൾ പഠിച്ചു വരുമ്പോൾ തന്നെ മറ്റൊരു പേരാണ് യേശൂരൂൻ എന്ന് പറയപ്പെടുന്നത് అలాగా తన గురించి నేర్చుకున్నప్పుడే తనకి ఆ, తన గురించి మాట్లాడేటువంటి మరొక పేరే యశూరు అనేటువంటి మాట അപ്പോൾ ആ ജനത്തോടുള്ള ബന്ധത്തിൽ അല്ലെങ്കിൽ ഏഹ്, ഇസ്രായേൽ ജനത്തോടുള്ള ബന്ധത്തിൽ ദൈവത്തിന്റെ ആത്മാ പറയുന്ന ഒരു കാര്യമാണ് അവരോട് പറയുകയാണ് നിങ്ങളുടെ ദൈവത്തെ പോലെ മറ്റൊരു ദൈവമില്ല కనుక ఆ ఇజ్రాయేల్ జనాంగముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ దేవుడు వంటి దేవుడు ఇంకొకడు లేడు అని చెప్తున్నాడు ഹല്ലേലൂയ. హల్లెలూయా. നമ്മള് അപ്പൊ നമ്മൾ മനസ്സിലാക്കേണ്ട കാര്യം అప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం പഴയ നിയമത്തിൽ ഏകദേശം ഉൽപ്പത്തി മുതൽ മലാക്കി വരെയുള്ള ഭാഗങ്ങൾ ഇസ്രായേലുമായിട്ട് അല്ലെങ്കിൽ പഴയ നിയമ ഇസ്രായേലുമായിട്ട് ബന്ധപ്പെട്ട കാര്യങ്ങളായിട്ട് കാണുവാൻ കഴിയുകയാണ് ఆ ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా మనము ఇజ్రాయేల్ దేశానికి జనాంగానికి సంబంధించినటువంటి ఆ ఒక బా- ఆ చరిత్రగా మనం దాన్ని చూస్తూ ఉంటాం പുതിയ നിയമമാകുന്ന മത്തായി മുതൽ വെളിപ്പാട് വരെയുള്ള ഭാഗങ്ങൾ വായിക്കുമ്പോൾ പുതിയ നിയമ ഇസ്രായേൽ ആകുന്ന ദൈവസഭയെ കുറിച്ച് നമുക്ക് കാണുവാൻ കഴിയുകയാണ് అయితే క్రొత్త నిబంధన అయినటువంటి మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఆ క్రొత్త నిబంధన ఇజ్రాయేల్ అనేటువంటి సంఘం గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం അത് ദൈവത്തിന്റെ മക്കൾക്ക് അത് അ- അറിയാവുന്ന ഒരു കാര്യം തന്നെയാണ് అది మనందరికి ఆ, తెలిసినటువంటి విషయమే അപ്പോ ഇവിടെ ഈ ഇവിടെ പറയപ്പെടുന്ന ഈ ഭാഗം എന്ന് പറയപ്പെടുന്നത് అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో ഇസ്രായേലിന്റെ ദൈവത്തെ പോലൊരു മറ്റൊരുത്തനില്ല ఇజ్రాయేలు దేవుని వంటి వాడు ఇంకొకడు లేడు అంటున్నాడు യശൂരുവിന്റെ ദൈവത്തെ പോലൊരു ദൈവമില്ല యశూరును దేవుని పోలిన వాడు లేడు అంటున్నాడు ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇന്ന് രാത്രി ഞാൻ ഇവിടെ പ്രാരംഭമായി പറയുവാൻ ആഗ്രഹിക്കുന്നത് కనుక ప్రారంభంలో నేను మీకు జ్ఞాపకం చేసేది ఏమిటి అంటే ഞാനും നിങ്ങളും സേവിക്കുന്ന സ്നേഹിക്കുന്ന ആരാധിക്കുന്ന ദൈവത്തെ പോലെ മറ്റൊരു ദൈവമില്ല എന്നുള്ള സത്യം ദൈവമക്കൾ ഇന്ന് രാത്രി കാലം പറഞ്ഞുകൊള്ളണം కనుక ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఈ రాత్రి మీరు గాని నేను గాని మనం సేవించేటువంటి దేవుని వంటి దేవుడు ఇంకొకడు యహలోకంలో లేనే లేడు ആ ദൈവത്തെ പോലെ മറ്റൊരുത്തനുമില്ല എന്നാണ് ఆ దేవుని పోలిన వాడు లేనే లేడు ഹല്ലേലൂയ. హల్లెలూయా അപ്പോൾ ഇവിടെ അടുത്ത സെന്റൻസിൽ ഇങ്ങനെ പറയുന്നുണ്ട് తర్వాత మాటలో ఈ విధంగా అంటున్నాడు కదా നിന്റെ സഹായത്തിനായി അവൻ വരികയാ నీ సహాయము కొరకు ఆయన వస్తూ ఉన్నాడు అంటున్నాడు നൂറ്റി ഇരുപത്തി ഒന്നാം സങ്കീർത്തനം പഠിക്കുമ്പോൾ ഇങ്ങനെ പറയുന്നുണ്ട് నూట ఇరవై ఒకటవ కీర్తనలో మనం ఇలా నేర్చుకుంటాం എന്റെ സഹായത്തിന് വേണ്ടി ഞാൻ പർവ്വതങ്ങളിലേക്ക് എന്റെ കണ്ണുകൾ ഉയർത്തുന്നു എന്നാണ്. నా సహాయం కొరకు నేను కొండల వైపు నేను చూస్తాను అంటున్నాడు కీర్తనకారుడు എന്നാൽ ഞാൻ ഉയർത്തിയ കണ്ണുകൾ ഉയർത്തിയ പർവ്വതങ്ങളിൽ നിന്നല്ല എന്റെ സഹായം വരുന്നത് అయితే నేను కొండల వైపు లేకపోతే పర్వతాల వైపు చూసినప్పుడు అక్కడ నుండి నాకు సహాయం రాలేదు ഈ പർവ്വതങ്ങളെ നിർമ്മിച്ച യഹോവയിൽ നിന്ന് ജീവനുള്ള ദൈവത്തിൽ നിന്ന് എന്റെ സഹായം വരുന്നത് అయితే నా సహాయం ఎక్కడ నుండి వచ్చిందంటే ఈ కొండలను పర్వతాలను సృష్టించినటువంటి ఆ దేవుని యొద్ద నుండి నాకు సహాయం వచ్చింది అంటున్నాడు ഇന്ന് രാത്രി നമ്മൾ മനസ്സിലാക്കേണ്ട കാര്യം కనుక ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం പലപ്പോഴും നമ്മുടെ ആശ്രയങ്ങൾ പലരിലും അല്ലെങ്കിൽ പലതിലുമാകാറുണ്ട് అనేక సార్లు మనము అనేక వాటి మీద ఆశ్రయిస్తూ ఉంటాం കർത്താവിന്റെ വചനത്തിൽ നമ്മൾ വായിക്കുന്നുണ്ട് దేవుని వాక్యంలో మనం ఈ విధంగా చూస్తాం മനുഷ്യരിൽ ആശ്രയിക്കുന്നതിനേക്കാൾ ദൈവത്തിൽ അഥവാ യഹോവയിൽ ആശ്രയിക്കുന്ന നല്ലത് మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట లేకపోతే యెహోవాను ఆశ్రయించుట ఉత్తమం అంటున్నాడు പ്രഭുക്കന്മാരെ ആശ്രയിക്കുന്നതിനേക്കാൾ യഹോവയിൽ ആശ്രയിക്കുന്ന നല്ലത് రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు വേദപുസ്തകത്തിലെ മധ്യഭാഗത്തെ മധ്യവാക്യമായിട്ടാണ് അതിനെ കുറിച്ച് പറയുന്നത് ఆ పరిశుద్ధ గ్రంథంలో అన్నిటికన్నా మధ్య భాగంలో ఉన్నటువంటి వచ్చిన భాగమే ఆ వా- ఆ వా- ఆ వాక్య భాగం വാക്യം പറയാണ് മനുഷ്യരിൽ ആശ്രയിക്കുന്നതിനേക്കാൾ യഹോവയിൽ ആശ്രയിക്കുന്നത് നല്ലത് ఆ వాక్యంలో ఏమంటున్నాడంటే మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు പലപ്പോഴും നമ്മുടെ ആശ്രയം പലതിലേക്ക് പോകാറുണ്ട് అనేక సార్లు మనం అనేక వాటి మీద లేకపోతే మనుషుల మీద ఆశ్రయిస్తూ ఉంటాము പല വ്യക്തികളിലേക്ക് നമ്മുടെ സ- നമ്മുടെ ആശ്രയം പോകാറുണ്ട് అనేక మంది వ్యక్తుల మీద మనం ఆశ్రయిస్తూ ఉంటాము എന്നാൽ ദൈവജനം പറയുകയാണ് అయితే దేవుని వాక్యం అంటూ ఉన్నది ഇവയിൽ നിന്നൊന്നുമല്ല എനിക്ക് സഹായം വരുന്നത് వీరెవరి నుండి మనకి సహాయం రావట్లేదు എന്റെ സഹായം ഇവയൊക്കെ ഉണ്ടാക്കിയ ജീവനുള്ള ദൈവത്തിൽ നിന്നാണ് എന്റെ സഹായം വരുന്നത് మరి నా సహాయం ఎక్కడ నుండి వస్తుందంటే వీరందరిని సృష్టించినటువంటి ఆ జీవము కలిగినటువంటి దేవుని యొద్ద నుండి నాకు సహాయం వస్తున్నది ഈ സന്ധ്യയിൽ എന്നെ കേൾക്കുന്ന ദൈവമക്കളോട് പറയാനായിട്ട് ഞാൻ ദൈവാത്മാവിൽ ఈ ആഗ്രഹിക്കുന്നു రాత్రి నా మాటలు వింటున్న వారితో నేను చెప్పగలిగేటువంటి ఒక విషయం ఏమిటంటే നിങ്ങളുടെ സഹായകൻ നമ്മുടെ കർത്താവായ യേശു ക്രിസ്തുവാണ് మీ సహాయకుడు ఎవరు అంటే మనం ఆరాధించే యేసుక్రీస్తు ആ ప్రభువారు കർത്താവ് നിങ്ങൾക്ക് വേണ്ടി അവൻ ഇറങ്ങി വരുന്ന ഒരു നല്ല സന്ധ്യയാണ് ఆ ప్రభువారు ఈ రాత్రి మీ కొరకు సహాయం చేయడానికి మీరు ఉన్నటువంటి స్థలానికి దిగి రానై ఉన్నారు പലപ്പോഴും നമ്മൾ മനുഷ്യരെ ആശ്രയിച്ചിട്ടുണ്ട് అనేక సార్లు మనం మనుషులను ఆశ్రయిస్తూ ఉంటున్నాం മറ്റു പലതിലും നമ്മൾ ആശ്രയിച്ചിട്ടുണ്ട് ఇంకా అనేక వాటి మీద మనం ఆశ్రయం పెడుతూ ఉంటున్నాం എന്നാൽ ആ ആശ്രയത്തെക്കാൾ ഉപരിയായി అయితే వాటన్నిటికంటే ఉత్తమమైనదిగా ദൈവത്തിൽ ആശ്രയം വെച്ചാൽ దేవుని మీద మనం ఆశ్రయం పెట్టినట్లయితే ഹല്ലേലൂയ. హల్లెలూయా. ദൈവത്തിൽ നിന്നാണ് നമുക്ക് അനുഗ്രഹങ്ങൾ കടന്നു വരുന്നത് ఆ దేవుని యొద్ద నుండే మనకి ఆశీర్వాదాలు రానై ఉన్నాయి ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. ഇന്ന് രാത്രി ദൈവത്തിന്റെ മക്കൾ അത് വ്യക്തമായി മനസ്സിലാക്കണമെന്ന് ദൈവസന്നിധി ഞാൻ നിങ്ങളെ ఈ ഓർമ്മപ്പെടുത്തുകയാണ് రాత్రి దేవుని బిడ్డల వ్యక్తంగా గ్రహించాలనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను നമ്മള് യൂത്തിന്റെ പുസ്തകം രണ്ടാമത്തെ അധ്യായം നമ്മൾ പഠിക്കുമ്പോൾ మనం ఋతు గ్రంథము రెండవ అధ్యాయం మనం నేర్చుకుంటున్నప్పుడు മോവാബിൽ നിന്ന് ആ, വന്നതായ ഒരു സ്- ആ, രൂത്തിനെ കുറിച്ച് പഠിക്കുവാൻ കഴിയുന്നുണ്ട് మోయాబు నుండి వచ్చినటువంటి ఒక రూతు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం അതിന്റെ ചരിത്ര ഭാഗങ്ങളോ ഇതൊന്നും ഞാൻ പറയുവാൻ ആഗ്രഹിക്കുന്നില്ല దాని చరిత్ర గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు కానీ എന്നാൽ ബൈ- ബൈബിൾ പറയുന്നത് అయితే బైబిల్ మనకు నేర్పించేది ഭാഗ്യവശാൽ അവൾ ബോമസിന്റെ വയലിൽ വന്നു എന്ന് ബൈബിൾ പഠിപ്പിക്കുകയാണ് తను ఎంత ధన్యురాలంటే ఆ ఆ- ఆ తను అనుకోని రీతిగా తాను బోయాజు పొలంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం ബോമസിന്റെ വയലിൽ വന്ന് കൊയ്ത്തുകാരുടെ പിറകെ നടന്ന് കറ്റകളിൽ നിന്ന് വീഴുന്ന കതിരുകൾ അവൾ കാലാ പൊറുക്കുകയാണ് അവൾ ചെയ്യുന്നത് తాను ఆ బొయాజు పొలంలోనికి వచ్చి అక్కడ పని ఏరుకుంటున్న వారితో ఆ పని వారితో కలిసి తాను కూడా ఆ పని ఏరుకుంటున్నట్టుగా మనం చూస్తాం അവൾ ഇവിടെ വരുവാൻ കാരണം అక్కడ ఆమె రావడానికి కారణము വേദോസം പഠിപ്പിക്കുന്നുണ്ട് ഒരു അമോനിയനാകട്ടെ ഒരു മോവാബിനാകട്ടെ അവന്റെ പത്താമത്തെ തലമുറ പോലും ദൈവത്തിൽ വരുവാൻ പാടില്ല എന്നുള്ള വളരെ ശക്തമായൊരു ദൈവിക നിയമം നിലനിൽക്കുമ്പോഴാണ് ആ ആ, മോവാബിൽ നിന്ന് അപ്പത്തിന്റെ ഭവനമാകുന്ന ബേദ്രഹീമിലേക്കുള്ള വരുവാനിടയായി തീർന്നത് మనము దేవుని వాక్యం మనం నేర్చుకుంటున్నప్పుడు అమోనియులు కానివ్వండి అమోరియులు కానివ్వండి మోయాబీయులు కానివ్వండి ఇలాగా వీరందరూ కూడా వారు పది తరాలైనా సరే వారు దేవుని సన్నిధికి రాకూడదు అనేటువంటి ఒక నియమము ఒక శాపము వారి మీద ఉండి ఉన్నది కానీ రూతు ఏం చేస్తున్నాడంటే తాను ఆ మోయాబు అనుభవాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేల్ అనుభవంలోనికి వస్తున్నట్టుగా അവൾ చూస్తాం ഇവിടെ വരുവാനുള്ള കാരണം అయితే ఆమె ఆ విధంగా రావడానికి గల కారణం അവളുടെ തീരുമാനമായിരുന്നു ఆమె చేసినటువంటి ఒక గొప్ప తీర్మానమే അവളുടെ അമ്മായി അമ്മയോട് അവൾ ഒരു കാര്യം പറഞ്ഞു తన అత్తగారితో తన ఒక మాట చెప్పింది നിന്റെ ദൈവം എന്റെ ദൈവം నీ దేవుడే నా దేవుడు നിന്റെ ജനം എന്റെ ജനം నీ జనమే నా జనము ഹല്ലേലൂയ. హల్లెలూయా. മാമിയമ്മയുടെ ജീവനുള്ള ദൈവത്തെ മരുമകളാകുന്ന രൂത്ത് ഏറ്റെടുക്കുകയാണ് అత్తగారు సేవించేటువంటి ఆ దేవునిని ఈ కోడలు ఏం చేస్తుందంటే ఆ స్వీకరిస్తున్నట్టుగా మనం എന്ന് చూడగలుగుతాం പറഞ്ഞ അമ്മായിമ്മയിലൂടെ ജീവനുള്ള ദൈവത്തെ അറിയുവാൻ അവൾക്കൊരു ഭാഗ്യം ഉണ്ടാകുവാനിടയായി തീർന്നു ఇంకో మాటలో చెప్పగలిగినట్లయితే అత్తగారి ద్వారా ఆ కోడలు ఆ జీవం కలిగినటువంటి దేవుని తెలుసుకోవడానికి ఒక ఆస్కారం తన జీవితం ఏర్పడింది നമ്മിൽ പലരും തന്നെ മറ്റു പലരാലാണ് യേശുവിനെ അറിയുവാനായിട്ടുള്ള ഭാഗ്യമുണ്ടായത് మనం కూడా మనలో చాలా మంది కూడా యేసుని మరొక వ్యక్తి ద్వారానే మనం తెలుసుకుని ఉన్నాం നമുക്കറിയാമല്ലോ ആ, നയമാൻ ആ, ദൈവത്തെ അറിയുവാൻ ഒരു വിടുതലുണ്ടാകാൻ കാരണം మనకు తెలుసు కదా ఆ నయమానికి ఒక విడుదల ఏ విధంగా జరిగిందో അല്ലെ ഒരു അടിമ പെൺകുട്ടിയാണ് దానికి కారణము ఒక దాసురాలైనటువంటి ఒక స్త్రీ അല്ലെ അവള് പറഞ്ഞു കൊടുത്തു ഇസ്രായേലിൽ ഒരു പ്രവാചകനുണ്ട് ఆ ఆడపిల్ల లేకపోతే ఆ సహోదరి చెప్పింది కదా ఇజ్రాయిల్ ఒక ప్రవక్త ఉన్నాడు അവിടെ ചെന്നു കഴിഞ്ഞാൽ യജമാനന്റെ ഈ രോഗം മാറും అక్కడికి వెళ్ళినట్లయితే నీ యొక్క ఆ బలహీనత లేకపోతే రోగం నుంచి నువ్వు విడుదల നയമാന്റെ పొందుకుంటావు വിടുതലിന് വേണ്ടി ഒരു പെ- ഒരു അടിമ പെൺകുട്ടിയെ ദൈവം ഉപയോഗിക്കുവാനിടയായി ఆ నయమాను యొక్క అనారోగ్యం కొరకు దేవుడు ఒక దాసురాలైనటువంటి ఒక స్త్రీని ఉపయోగించుకున్నాడు രൂത്ത് ബേ- ബേത്ലഹേമിൽ വരുവാൻ അമ്മായിയമ്മയെ ദൈവം ഉപയോഗിക്കുവാനിടയായി రూతు బెత్లహేంలోనికి రావడానికి దేవుడు తన అత్తను వాడుకుంటున్నాడు നിന്റെ ദൈവം എന്റെ ദൈവം నీ దేవుడే నా దేవుడు അമ്മായിയമ്മയുടെ ദൈവത്തെ തന്റെ ദൈവമായിട്ട് ഏറ്റെടുക്കുകയാണ് అత్తగారి యొక్క దేవుని తన దేవునిగా తాను స్వీకరిస్తుంది ആ തീരുമാനമാണ് ശപിക്കപ്പെട്ടവളായ അല്ലെങ്കിൽ ശപിക്കപ്പെട്ട സമൂഹത്തിൽ ശപിക്കപ്പെട്ട കുടുംബത്തിൽ ജനിച്ചു വളർത്തപ്പെട്ട രൂത്തിന് അപ്പത്തിന്റെ ഭവനമാകുന്ന ബേദ്രഹമിൽ വരുവാനുള്ള കാരണം ഈ തീരുമാനമായിരുന്നു తాను ఆ శపింపబడినటువంటి అనుభవం నుంచి ఆ మోయాబు అనుభవం నుండి ఇదిగో బెట్లహేము గృహమైనటువంటి ఆశీర్వదింపబడినటువంటి ఇజ్రాయేల్ కు రావడానికి తాను చేసినటువంటి ఒక తీర్మానమే కారణమైంది അല്ലെ അങ്ങനെയാണ് അവൾ ഭ- വചനം പറഞ്ഞത് ഭാഗ്യവശാൽ അവൾ ബോവസിന്റെ വയലിൽ വഴി വരുവാനായിട്ടിടയായി అందుకనే వాక్యము ఈ విధంగా నేర్పిస్తుంది తాను ఎంత భాగ్యము చేసిందంటే ఒక ధన్యురాలుగా తాను ఏం చేస్తానంటే బోయాజు పొలంలో అడుగు పెట్టింది അവസരത്തെ നന്നായി ഉപയോഗിച്ചവളാണ് രൂത്ത് ఇంకో మాటలో చెప్పాలంటే తనకి వచ్చినటువంటి మంచి ఆపర్చునిటీని అవకాశాన్ని తాను ఉపయోగించుకున్నాను ബൈബിൾ പറയുന്നുണ്ട് സമയം തക്കത്തിൽ ഉപയോഗിക്കുക బైబిల్ మనగా ఆ, నేర్పిస్తుంది సమయాన్ని ఉపయోగించుకోమని അവർക്ക് నేర్పిస్తుంది ലഭിച്ച സമയം ശരിയാമെന്ന് ഉപയോഗിക്കുകയാണ് తనకి లభించినటువంటి ఆ సమయాన్ని తాను ఉపయోగించుకుంటుంది അവൾ വന്ന ഉടനെ തന്നെ തന്റെ മാതാവിനോട് പറയുക അമ്മായിയമ്മയോട് പറയുകയാണ് ഞാൻ കൊയ്ത്തുകാരുടെ പെണ്ണിൽ ചെന്ന് കാലാ പെറുക്കുവാനായിട്ട് ഞാൻ പോയിക്കൊള്ളട്ടെ ఇదిగో నేను పొలంలోనికి వెళ్ళి ఆ పరిగి ఏరుకుని వారితో నేను కూడా పని చేస్తాను అని അവർക്കറിയാം చెప్తుంది ലഭിച്ച ഈ സമയം എനിക്കത് നല്ല യൂസ്ഫുൾ ആക്കി മാറ്റണമെന്നുള്ള ഒരു വലിയ തീരുമാനം తనకి తెలుసు నాకు లభించినటువంటి ఈ మంచి సమయము నా జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలని తను ఆలోచించింది സമയം തക്കത്തിൽ ഉപയോഗിക്കുക തന്നെ വേണം ఇదిగో దొరికినటువంటి సమయము మనము ఉపయోగించే వారమై ఉండాలి ഞാൻ വിശ്വസിക്കുന്നു నేను నమ్ముతూ ఉన్నాను ദൈവത്തിന്റെ മക്കൾക്ക് ഈ ലഭിച്ച കൊറോണ കാലഘട്ടം എന്ന് പറയപ്പെടുന്നത് അല്ലെങ്കിൽ നമുക്ക് ലഭിച്ചതായിട്ടുള്ള ഒരു അനുഗ്രഹിക്കപ്പെട്ട ദിവസങ്ങളാണ് മാസങ്ങളാണ് ఈ కరోనా కాలఘట్టం అనేది దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ అని నేను ഇതൊക്കെ തന്നതായ അല്ലെങ്കിൽ ലഭിച്ചതായ ഒരു സന്ദർഭമായിരുന്നു ఇవన్నీ మ- మనం ఆ- ఆ విధంగా ఉపయోగించుకోవడానికి దేవుడు ఇటువంటి సమయాన్ని మనకు ഈ అప్పగించున్నాడు കൊറോണയുടെ ആദ്യകാല ലോക്ക്ഡൌൺ കാലഘട്ടങ്ങളില് ఈ కరోనా లాక్డౌన్ యొక్క ప్రారంభం కాలంలో సమయంలో വീടിനകത്ത് ഭവനിൽ താമസിക്കുന്ന വീട്ടിൽ നിന്ന് പോലും വെളിയിൽ പോകാൻ പറ്റാത്ത ദീർഘനാളുകള് ఇదిగో గృహంలో నుంచి బయటికి కూడా అడుగు పెట్టలేనటువంటి అనేక దినాలు మనం గడిపి ఉన్నాం ആ സമയങ്ങളിൽ ദൈവ നമുക്ക് നമ്മുടെ ഭവനത്തിൽ നിന്നുള്ള ദൈവസന്നിധിയില് അധികമായി നമ്മെ തന്നെ ഒരുക്കുവാനായിട്ടുള്ള സന്ദർഭങ്ങളായിരുന്നു ఆ దినాల్లో మనం మనమే సమర్పించుకుంటూ దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చిన్నాడు ഇത് രാത്രികാലം ഞാൻ നിങ്ങളെ ഓർമ്മപ്പെടുത്തുന്നത് కనుక ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం ഈ చేసి ലഭിച്ച സന്ദർഭങ്ങളൊന്നും ദൈവത്തിന്റെ മക്കൾ വൃഥാവാക്കുവാനിടയാകരുത് ఈ లభించినటువంటి సమయం ఏది కూడా మనము వృధా చేసుకునకూడదు ലാഭകരമാക്കി മാറ്റുവാനിടയാകണം అది లాభకరంగా మనం మార్చే వారమై ఉండాలి ആത്മീയമായി ഉന്നതി പ്രാപിപ്പാനിടയാകണം ఇంకా ఆత్మీయంగా మనం ఉపయోగించుకునే వారమై ఉండాలి അതിനായിട്ട് ദൈവത്തിന്റെ ആത്മാ നിങ്ങളെ ഓരോരുത്തരും സഹായിക്കുമാറാകട്ടെ అందు నిమిత్తము దేవుడు మీలో ప్రతి ఒక్కరిని దేవుడు సహాయం చేయగాక രൂത്ത് അപ്രകാരം അത് ലാഭകരമാക്കി മാറ്റുകയാണ് రూతు ఆ విధంగా తన జీవితంలో తాను ఉపయోగించుకుంటున్న సమయాన్ని അവൾ ആ ബോബസിന്റെ വയൽ വരികയാണ് ఆమె ఆ బోయజు పొలంలోనికి అడుగు పెట్టింది അല്ലെങ്കിൽ അവൾ അധിക സമയം ആ കുറച്ച് സമയം അവിടെ ജോലി ചെയ്തെങ്കിലും అక్కడ ఆ కొద్దిసేపే తాను పని చేసినప్పటికీ కూడా വീണ്ടും അവള് എന്താ പെട്ടെന്ന് തന്നെ അല്പസമയം വിശ്രമിച്ചതിന് ശേഷം വീണ്ടും വയലിൽ ചെല്ലുകയാണ് ఆ మరలా కొద్ద విశ్రాంతి తీసుకుని మరలా పనికి వెళ్తున్నట్టుగా మనం చూడగలుగుతాం ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആ പെട്ടെന്ന് ചെല്ലുകയാണ് ఆ మరలా వెంటనే మరలా పొలంలోనికి അവൾക്കൊരു వెళ్తుంది. കാര്യം മനസ്സിലായി తనకి ఒక విషయం తెలుసు എനിക്ക് ലഭിച്ചതാകുന്ന സമയം എത്രയും വേഗം അത് എന്നെ ഏൽപ്പിച്ച കാര്യങ്ങൾ ഭംഗിയായി എനിക്ക് ചെയ്തു തീർത്തേ తనకు മതിയാകണം ఒక విషయం తెలుసు ఈ దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ పనిని నేను అతి వేగంగా దేవుడు పూర్తి చేయాలి అనేటువంటి విషయం తెలుసు രാത്രി ആത്മാവ് ഞാൻ വിളി പറയുകയാണ് కనుక ఈ రాత్రి నేను ఆత్మలో നമുക്ക് సెలవిస్తున్నాను ലഭിച്ചതാകുന്ന സന്ദർഭങ്ങളിൽ അവസരങ്ങള് ദ്രുതഗതിയിൽ നമ്മൾ ഏൽപ്പിച്ച കാര്യങ്ങൾ ചെയ്തു തീർക്കണമെന്ന് ഇന്ന് രാത്രി ദൈവാത്മാവിൽ നിങ്ങളെ ഓർമ്മപ്പെടുത്തുക దేవుడు మనకి అప్పగించినటువంటి అప్పగించినటువంటి సమయంలో దేవుడు మనకి అప్పగించినటువంటి బాధ్యతలు త్వర త్వరగా మనం చేసే వారమై ఉండాలి ബോവസിന്റെ വയല് అలా బోయజు పొలంలో അവരിങ്ങനെ കാലാ പെറുക്കിക്കൊണ്ട് ഇങ്ങനെ പോകുന്ന സമയത്താണ് ఆమె ఆ విధంగా పరిగి ఏరుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో ആ വയൽ വരമ്പിലൂടെ ആ, സാക്ഷാൽ ഉടമസ്ഥനാകുന്ന ബോവസ് കടന്നു വരികയാണ് ఆ పొలంలోనికి బోయజు వస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం ആ ബോവസ് ആ ആ സ്ഥലത്തിന്റെ ഉടമസ്ഥനാണ് ఆ బోయజు ఆ పొలము లేకపోతే ఆ స్థలానికి యజమానుడై ఉన్నాడు ആ വയൽ വരമ്പിലൂടെ അദ്ദേഹം കടന്നു വരുമ്പോൾ ఆయన ఆ- ఆ- అతడు ఆ విధంగా నడుచుకుంటూ వస్తున్నాడు അദ്ദേഹത്തിന്റെ ദൃഷ്ടി ബോ- ആ, ആ, ബോവസിന്റെ ദൃഷ്ടി രൂത്തിന്റെ മേൽ പതിയുകയാണ് ఆ బోయజు యొక్క దృష్టి ఆ రూత్ మీదకి పడినట్టుగా మనం చూడగలుగుతాం ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവളുടെ അടുക്കൽ കടന്നു ചെല്ലുവാനായിട്ടിടയായിരുന്നു అలాగా రూత్ దగ్గరికి తాను వెళ్ళినట్టుగా చూడగలుగుతాం എന്നിട്ട് അവളോട് പറയുന്ന കാര്യമാണ് ఆ తర్వాత రూతుతో చెప్తున్న విషయం രണ്ടാമത്തെ പതിനൊന്ന് പന്ത്രണ്ട് വാക്യങ്ങൾ വായിക്കുമ്പോൾ അവൾ പറയുകയാണ് అక్కడ రు- రెండవ అధ్యాయము పదకొండు పన్నెండులో ఈ విధంగా మనం చూస్తాం ഇങ്ങനെ പറയുകയാണ് ఈ విధంగా అంటున్నాడు ബോവസ് അവളോട് బోయజు ఆమెతో ఈ നിന്റെ ഭർത്താവ് മരിച്ച ശേഷം അമ്മായിയമ്മയ്ക്ക് നീ ചെയ്തിരിക്കുന്നതും നിന്റെ അപ്പനെയും അമ്മയെയും സ്വദേശത്തെയും വിട്ട് മുമ്പേ അറിയാത്ത ജനത്തിനടുക്കൽ വന്നിരിക്കുന്നതുമായ വിവരമൊക്കെ ഞാൻ കേട്ടിരിക്കുന്നു ఏమంటున్నాడంటే నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినది నాకు తెలియబడను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునకు వచ్చింది అంటున్నాడు ഒരു ഒരു വേർപാടിന്റെ ദുഃഖം അവിടെ ഉള്ളിലുണ്ട് అక్కడ ఆ ఆమె జీవితాన్ని రుతు జీవితాన్ని చూస్తే తనకి ఒక ప్రత్యేక పరచబడిన ఒక అనుభవం తనకు അവരുടെ ఉంది. ആശ്രയമായ ഭർത്താവളെ വിട്ട് കടന്നുപോയി తనకు ఆశ్రయం ఉండవలసిన తన పెనిమిటి లేకపోతే తన భర్త తనను విడిచి వెళ్ళిపోయింది എന്നാൽ ആ വേർപാടിൽ അവൾ ദുഃഖം അനുഭവിച്ചാൽ അവൾ ഭാരപ്പെട്ടിരിക്കുവാൻ അവൾ താല്പര്യപ്പെട്ടില്ല అయితే భారముతో దుఃఖముతో తాను గడపాలని తాను ఆశించలేదు ഇത് പകൽക്കാലം ദൈവാത്മാവിനെ ഓർമ്മപ്പെടുത്തട്ടെ ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఆత్మలో నేను మీకు సెలవిస్తున్నాను പ്രയാസം കടന്നു വരുമ്പോൾ సమస్యలు ఎదురవుతున్నప్పుడు ദുഃഖങ്ങൾ കടന്നു വരുമ്പോൾ దుఃఖము ఎదురవుతున్నప్పుడు പ്രതികൂലങ്ങൾ കടന്നു വരുമ്പോൾ ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు ക്ഷീണിച്ചിരിക്കുവാനായിട്ടല്ല ఇదిగో బలహీనముగా ఉండడానికి కాదు അവിടെ നിന്ന് സടകുടഞ്ഞ് ദൈവജനം എഴുന്നേൽക്കണം అక్కడ నుండి లేచి నిలబడే వారమై ఉండాలి మనము. നിനക്ക് ഇനി മുൻപോട്ട് പോകേണ്ടതായിട്ടുണ്ട് ఇంకా నువ్వు ముందుకు వెళ్ళడానికి మనకి సమయం ఉంది നിനക്ക് ഇനി മുൻപോട്ട് യാത്ര ചെയ്യേണ്ടതായിട്ടുണ്ട് ఇంకా మనం ముందుకు ప్రయాణం చేయవలసిన പല ఉన్నది. കാര്യങ്ങളും നിന്നിലൂടെ ചെയ്തെടുക്കേണ്ടതായിട്ടുണ്ട് పల అనేక కార్యాలు మనం చేయవలసిన వారమై വേർപാടിന്റെ ఉన్నాం. ദുഃഖം അനുഭവിച്ചുകൊണ്ട് നീ ഒരു സ്ഥലത്ത് ഒതുങ്ങിക്കൂടുവാനായിട്ടല്ല ఇదిగో ఏదో ఒంటరితనాన్ని అనుభవిస్తూ మనం ఉండవలసిన వారమై രാത്രി ఉన్నాం. ആത്മാവ് ഞാൻ വിളിച്ചു പറയുകയാണ് ఈ రాత్రి నేను ఆత్మలో సెలవిస్తున్నా നീ എവിടെ ക്ഷീണിച്ചിരിക്കുന്നു അവിടെ ഇന്ന് രാത്രികാലം എഴുന്നേൽക്കേണ്ടത് ആവശ്യമാണ് నువ్వు ఎక్కడైతే అలసిపోయి ఉన్నావో ఆ స్థితిలో నుండి నువ్వు లేవడానికి సిద్ధపడాలి ദൈവത്തിന്റെ ആത്മാവിടെ പറയുകയാണ് పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా നിന്റെ ഭ- ഭ- ഭ- നിന്റെ ഭർത്താവ് മരിച്ച ശേഷമായിട്ട് ఇదిగో బోయేష్ అంటున్నాడు నీ పెరిమిడి మరణమైన നിന്റെ తరువాత അമ്മായിയമ്മയ്ക്ക് നീ ചെയ്തിരിക്കുന്നതും ఇదిగో నువ్వు నీ అత్తకి చేసినదంతా നിന്റെ അപ്പനെയും അമ്മയെയും സ്വദേശത്തെ വിട്ട് ఇదిగో నువ్వు నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని నువ్వు അതോ విడిచిపెట్టి മുമ്പേ അറിയാത്ത ജനത്തിന്റെ അടുക്കൽ വന്നിരിക്കുന്നതുമായ വിവരമൊക്കെ ഞാൻ കേട്ടിരിക്കുന്നു ఇదిగో ఇంతకు ముందు నీకు తెలియనిటువంటి ప్రాంతానికి నువ్వు ఎదుగునటువంటి జనము ఎదుగు నువ్వు వచ్చావని నేను తెలుసుకున్నాను ബേത്ലഹേം అంటున్నాడు. എന്താണ് ఏంటి బెత్లహేము ബേത്ലഹേമിലെ നിവാസികൾ ആരാണ് ఈ బెత్లహేములో ఉంటున్న వారు ആ ఎవరు? ജനം എങ്ങനെയുള്ളതാണ് ఆ జనము ఎటువంటి వారు ఉన్నారు ഇതൊന്നും അവൾക്ക് അറിയത്തില്ല ఇవేవి కూడా రూతుకు తెలియదు എന്നാൽ വിശ്വാസത്തോടുകൂടെ అయితే విశ్వాసముతో നിന്റെ ദൈവം എന്റെ ദൈവം నీ దేవుడే నా దేవుడు നിന്റെ ജനം എന്റെ ജനമെന്ന് నీ జనమే నా జనము തീരുമാനം എടുത്തുകൊണ്ട് അവൾ ചുവട് വെച്ചു ఆ తీర్మానము చేసుకుంటూ తన ముందుకు అడుగు ബോവസ് పెట్టింది പറയുകയാണ് బోయేష్ అంటున్నాడు కదా ഞാൻ ഇത് കേട്ടിരിക്കുകയാണ് ఇదిగో నేను ఇది విని ఉన్నాను ബോവസ് യേശു കർത്താവിന് നിഴലാണ് ఇదిగో బోయేజు యేసుక్రీస్తుకు രൂത്ത് సాదృశ్యంగా ఉన్నాడు. ദൈവസഭയ്ക്ക് നിഴലാണ് రూతు దేవుని సంఘానికి సాదృశ్యంగా രൂത്ത് ఉంది. ദൈവ- രക്ഷിക്കപ്പെട്ട ദൈവത്തിന് നിഴലാണ് ఇదిగో రూతు రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలకు രക്ഷിക്കപ്പെട്ട సాదృశ్యం ദൈവത്തിനെ ഓർത്ത് നോ- നോക്കിക്കൊണ്ട് ఇదిగో రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలను చూస్తూ യേശു കർത്താവ് പറയുകയാണ് యేసు ఈ విధంగా అంటున్నాడు നീ కదా, അത് നീ ചെയ്തതൊക്കെ ഞാൻ കേട്ടിരിക്കുകയാണ് ఇదిగో నువ్వు చేసినదంతా నేను విని നീ ఉన్నాను എടുത്ത തീരുമാനം ഞാൻ ఇదిగో കേട്ടിരിക്കുകയാണ് నువ్వు చేసినటువంటి తీర్మానాన్ని నేను നീ విని ఉన్నాను ദൈവസഭയിൽ ചെയ്ത കാര്യം ഞാൻ ഏ, ఇదిగో കേട്ടിരിക്കുകയാണ് నువ్వు దేవుని సన్నిధిలో చేసినటువంటి కార్యాన్ని నేను విని ఉన్నాను ഹല്ലേലൂയ. హల్లెలూయా. രാത്രികാലം ദൈവജനം അറിഞ്ഞുകൊള്ളണം రాత్రి దేవుని బిడ్డలు మనం గుర్తుంచుకోవాలి ചെറിയതാകട്ടെ വലിയതാകട്ടെ చిన్నదైనా పెద్దదైనా നീ సరే ഏത് കാര്യം ദൈവസ്ഥലിൽ ചെയ്തിട്ടുണ്ടോ నువ్వు ఏ కార్యాన్ని దేవుని సన్నదిలో చేసి ఉన్నావు അത് അറിയുന്നവനാണ് ഞാനും നിങ്ങളും സേവിക്കുന്ന കർത്താവ് అది తెలిసిన వాడే నువ్వు నేను సేవించే మన యేసు ప్రభువారు ഹല്ലേലൂയ. హల్లెలూయా ഹല്ലേലൂയ. హల్లెలూయా ഇന്ന് രാത്രി ആ ദൈവജനം ఈ അറിഞ്ഞുകൊള്ളണം రాత్రి దేవుని బిడ్డలు అది వ్యక్తం ആ గుర్తుంచుకోవాలి രൂത്തിനോട് പറയുകയാണ് ఆ రూతుతో అంటున్నాడు కదా വീണ്ടും- വീണ്ടും പറയുന്നത് మరలా ఈ విధంగా అంటున్నాడు പന്ത്രണ്ടാമത്തെ വാക്യത്തിൽ ഇങ്ങനെ പറയുകയാണ് పన్నెండో వచనంలో ఈ విధంగా നിന്റെ అంటున్నాడు പ്രവർത്തിക്ക് യഹോവ പകരം നൽകട്ടെ ఇదిగో యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం നിന്റെ ఇచ్చును പ്രവർത്തിക്ക് യഹോവ പകരം നൽകട്ടെ ఇదిగో నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును ദൈവ സന്നിധി നീ ചെയ്തതിന് ദൈവം നിനക്ക് പ്രതിഫലം നൽകാൻ പോകുക దేవుని సన్నిధిలో నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలము ദൈവ దయచేసేవాడు സന്നിധി എടുത്ത ఉన్నాడు തീരുമാനത്തിന് ദൈവം പ്രതിഫലം നൽകാൻ దేవుని പോകുകയാണ്. సన్నిధిలో నువ్వు చేసినటువంటి తీర్మానానికి దేవుడు నీకు ప్రతిఫలము దయచేబుతున్నాడు ദൈവസന്നിധിയിലെ കുടുംബം ചെയ്തതിന് ദൈവം നിനക്ക് പ്രതിഫലം നൽകാൻ దేవుని പോകുകയാണ് సన్నిధిలో నువ్వు చేసినటువంటి తీర్మానానికి నీ కుటుంబానికి దేవుడు ప్రతిఫలం దయచేబుతున్నాడు ദൈവസന്നിധിയിൽ നീ ചെലവിട്ടതിന് ചെലവായതിന് ദൈവം പ്രതിഫലം നൽകാൻ പോകുകയാണ് దేవుని సన్నిధిలో నువ్వు గడిపినటువంటి సమయానికి దేవుడు నీకు ప్రతిఫలం നിന്റെ దయచేబుతున్నాడు പ്രവർത്തിക്ക് യഹോവ പകരം നൽകട്ടെ ఇదిగో నువ్వు చేసిన దానికి దేవుడు నీకు కార్యము చే- ఆ ప్రతిఫలము దయచేబుతున్నాడు ദൈവമേ, നിന്റെ പ്രവർത്തി ശ്രദ്ധയായി അവൻ കാണുകയും കേൾക്കുകയും దేవుని ചെയ്യും బిడ్డలారా నువ్వు చేసే చేసేటువంటి ప్రతి విషయాన్ని ఆయన శ్రద్ధగా చూచేవాడై ఉన్నాడు അല്ലേ? അത് മറന്നു കളയുന്ന ദൈവമല്ല ఆయన మర్చిపెట్టే దేవుడు కాడు ഇന്ന് രാത്രികാലം കർത്താവ് അത് ഓർത്തിട്ടുണ്ട് ఆయన ఈ రాత్రి అది జ్ఞాపకం చేసుకునేవాడు അതുകൊണ്ട് പ്രതിഫലം നിനക്ക് മാത്രമല്ല అందుకని ప్రతిఫలము నీకు మాత్రమే కాదు നിനക്കും നിന്റെ തലമുറയ്ക്കും ദൈവം നൽകുക തന്നെ ചെയ്യുമെന്ന് ഇന്ന് രാത്രി ദൈവജനത്തെ ఇదిగో ఆ ഓർമ്മപ്പെടുത്തുക ప్రతిఫలము నీకును నీ రానున్న తరాలకి కూడా ఆయన దయచేసేవాడై ఉన్నాడు നിന്റെ പ്രവൃത്തിക്ക് പകരം യഹോവ പകരം നൽകട്ടെ ఇదిగో నీ నీ కార్యానికి నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం പിന്നെ ఇచ్చిన പറയുകയാണ് తర్వాత అంటున్నాడు కదా ഇസ്രായേലിന്റെ ദൈവമായ യഹോവയുടെ ചിറകിൻ കീഴെ നീ ആശ്രയം വെച്ച് വന്നിരിക്കുന്ന നിനക്ക് അവൻ പൂർണ്ണ പ്രതിഫലം നൽകുമാറാകട്ടെ ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చిదివి ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చును నీకు ഹല്ലേലൂയ. హల్లెలూయా ആ ദൈവം നിനക്ക് പൂർണ്ണ പ്രതിഫലം ఆ നൽകുമാറാകട്ടെ దేవుడు నీకు పూర్ణముగా ఆ బహుమానం ఇచ్చును గాక ആ ദൈവത്തെ നീ ആശ്രയം വെച്ചു വന്നിരിക്കുക ఆ దేవుని పట్ల నువ్వు ఆశ్రయం ఉంచి ఉన్నావు ഇന്ന് രാത്രി ദൈവാത്മാവ് ഞാൻ പറയുകയാണ് ఈ రాత్రి పరిశుద్ధాత్మలో నేను సెలవుస్తున్నాను യേശുവിന്റെ ദൈവത്തിൽ ആശ്രയം വെച്ചിരിക്കുന്ന ఇదిగో యేసు మీద నువ్వు ఆశ్రయం ఉంచగలిగినట్లయితే യേശുവിന്റെ ദൈവത്തിൽ ആശ്രയം വെച്ചിരിക്കുന്ന యశూరు యొక్క దేవుని మీద నువ్వు ఆశ్రయం ఉంచగలిగినట్లయితే അവൻ സഹായമായി നിനക്ക് വേണ്ടി ഇന്ന് രാത്രികാലം വെളിപ്പെട്ട് ఇదిగో വരികയാണ് ఆయన సహాయకుడై నీ కొరకు బయలువెప్పాడే దేవుడై ആ ఉన్నాడు ദൈവത്തെ പോലെ മറ്റൊരു ദൈവമില്ല ఆ దేవుని వంటి దేవుడు ఇంకొకడు లేడు യേശുവിന്റെ ദൈവം നിന്റെ സഹായകനായ ദൈവമാണ് యశూరుని యొక్క దేవుడు నీకు సహాయకుడై ആ ఉన్నాడు ദൈവത്തെ നീ ആശ്രയം വെച്ചിരിക്കുക ఆ దేవుని మీద నువ్వు ఆశ్రయం ఉంచి ఉన్నావు അവൻ നിനക്ക് പൂർണ്ണ പ്രതിഫലം നൽകുക തന്നെ ചെയ്യും ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చే దేవుడై ఉన్నాడు രാത്രികാലം എന്നെ ശ്രദ്ധിക്കുന്ന ദൈവത്തിന്റെ പൈതലേ ఈ రాత్రి కాలం నా మాటలు వింటున్న వారలారా എന്റെ കർത്താവ് നിന്നെ മാനിക്കുക തന്നെ ചെയ്യും ఇదిగో నా దేవుడు నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు യേശുവിന്റെ ദൈവത്തെ പോലെ മറ്റൊരു ദൈവമില്ല యశూరును వంటి ప- ఆ పోలిన దేవుడు మరొకడు దేవుడు లేడు ആ ദൈവമാണ് നിന്നെ മാനിക്കുന്നത് ఆ దేవుడే నిన్ను దీవించే ആ దేవుడై ദൈവമാണ് ఉన్నాడు നിന്നെ കരുതുന്നത് ఆ దేవుడే నిన్ను దీవించే దేవుడై ഇന്ന് ఉన్నాడు രാത്രികാലം ഓർത്തുകൊള്ളുക ఈ రాత్రి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో ഹല്ലേലൂയ. హల్లెలూయా ഒരു കാര്യം കൂടി പറഞ്ഞ് ഞാൻ അവസാനിപ്പിക്കാം ఒక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను മുപ്പത്തിരണ്ടാമത്തെ അധ്യായം പഠിക്കുമ്പോൾ ആവർത്തനം മുപ്പത്തിരണ്ടാം അധ്യായം പഠിക്കുമ്പോൾ ఆ ద్వితీయోపదేశ కాండంలోనే ముప్పై రెండవ అధ్యాయం మనం నేర్చుకుంటున్నప్పుడు അവിടെ ഇസ്രായേലിനെ ദൈവാത്മാവ് ഒരു കാര്യം ഓർമ്മപ്പെടുത്തുകയാണ് అక్కడ ఇజ్రాయేలులకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు നിന്റെ പിന്നിട്ട നാളുകളെ നീ ഒന്ന് ഓർക്കണമെന്നാണ് ఇదిగో నీ గడిచిన కాలాన్ని ఒకంత జ్ఞాపకం చేసుకోమంటున్నాడు പ്രത്യേകമായി അവരുടെ നാൽപ്പത് വർഷത്തെ മരുഭൂമിയിലുള്ള യാത്രയെ കുറിച്ച് ഓർമ്മപ്പെടുത്തുകയാണ് మరి ముఖ్యంగా అక్కడ వారు చేసినటువంటి నలభై సంవత్సరాల అరణ్యపు మార్గమును వారు జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు അതിന് ഏഴാമത്തെ വാക്യത്തിൽ ഇങ്ങനെ പറയുകയാണ് అక్కడ ఏడో వచనంలో ఈ విధంగా అంటున్నాడు కదా ആവർത്തനം Deuteronomy chapter thirty two verse സെവനിൽ ഇങ്ങനെ പറയുകയാണ് ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయం ఏడో వచనంలో అంటున్నాడు പൂർവ്വ ദിവസങ്ങളെ നീ ഓർക്കുക పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునము പൂർവ്വ ദിവസങ്ങളെ ഓർക്കുക ఇదిగో పూర్వ దినములను జ్ఞాపకము చేసుకును തലമുറകളുടെ സംവത്സരങ്ങളെ ചിന്തിക്ക తరతరముల సంవత్సరములను తలంచుకును നിന്റെ പിതാവിനോട് ചോദിക്ക ఇదిగో నీ తండ్రిని అడుగుము അവൻ അറിയിച്ചു തരും అతడు నీకు తెలుపును നിന്റെ വൃദ്ധന്മാരോട് ചോദിക്ക నీ పెద్దలను అడుగుము അവൻ പറഞ്ഞു തരും వారు నీతో చెప్పుదురు ഹല്ലേലൂയ. హల్లెలూయా. അപ്പൊ ഇന്ന് രാത്രി നമ്മൾ മനസ്സിലാക്കുക కనుక ఈ రాత్రి మనం అర్థం చేసుకుందాం പിന്നിട്ട തലമുറകളെ ఇదిగో ఆ ఆ ముందున్నటువంటి తరాలు അവരെ ദൈവം എങ്ങനെ നടത്തിയോ ఇదిగో పూర్వపు తరాలని దేవుడు ఏ విధంగా അവരോട് నడిపించాడో ചോദിച്ചാൽ వారిని అడిగితే അവരവരുടെ സാക്ഷ്യം നിന്നോട് പറഞ്ഞു തരുമെന്നാണ് ఇదిగో వారు వారి సాక్ష్యాన్ని మీతో చెప్తారట നമുക്കറിയാമല്ലോ പഴയകാല ഭക്തന്മാരുടെ സാക്ഷ്യം കേൾക്കുമ്പോൾ మనకు తెలుసు కదా పూర్వపు దినాల్లో యొక్క భక్తుల యొక్క సాక్ష్యం మనం విన్నట్లయితే എനിക്കും നിങ്ങൾക്കും മുൻപോട്ട് പോകുവാനുള്ള പുതിയ ബലമുണ്ടാകുകയാണ് ఇదిగో ఆ సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు మనకి ఇంకా నూతనమైన బలము మనకి അവരെ వస్తుంది നടത്തിയ വഴികളെ കുറിച്ച് കേൾക്കുമ്പോൾ దేవుడు వారిని నడిపించున్నటువంటి మార్గాలను మనం അവരെ వింటున్నప్పుడు, പരിപാലിച്ച വിധങ്ങളെ കുറിച്ച് കേൾക്കുമ്പോൾ దేవుడు వారిని పరిపాలించిన విధానాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు നമുക്ക് വളരെ സന്തോഷം ലഭിക്കുകയാണ് మనకి చాలా సంతోషంగా ఉంటుంది നമുക്ക് ധൈര്യം ലഭിക്കുകയാണ് మనకు ఒక ధైర్యం దొరుకుతుంది രാത്രി ആത്മാവിൽ അതുകൊണ്ട് ഞാൻ വിളിച്ചു പറയുകയാണ് మనకి రాత్రి నేను ఆత్మలో సెలవిస్తూ ആ ఉన్నాను പിതാക്കന്മാരെ നടത്തിയ ദൈവമാണ് നമ്മയും നടത്തുന്നത് అదే పితరుల్ని నడిపించినటువంటి దేవుడే ఈ రాత్రి మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు അന്നത്തെ ദൈവമാണ് ഇന്നും നമ്മളെയും പരിപാലിക്കുന്നത് ఆనాడు మనల్ని నడిపించినటువంటి దేవుడే ఈనాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు പിതാക്കന്മാരെ കരുതിയ ദൈവം పితరుల్ని ఆస్- ఆ, ఆ, దీవించిన దేవుడు ആ ദൈവമാണ് ഇന്നും നമ്മളെ നടത്തിക്കൊണ്ടിരിക്കുന്നത് ఆ దేవుడే నేడు మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు వారు అధైర్యపెట్టు పోగేండ గనుక ఎవరు అధైర్యము చెందవద్దు యేసూరుండే దైవం నమ్మోడు కూడా ఉన్నాడు యేసూరుని యొక్క దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు വേണ്ടി ആകാശത്തൂടെ അവൻ തന്നെ മഹിമയിൽ വെളിപ്പെട്ടു വരികയാണ് అందు నిమిత్తము ఆకాశము గుండా మేఘము గుండా ఆయన మనకి బయలుపడే దేవుడై ഇറങ്ങി ఉన్నాడు വരുന്ന ഒരു യാത്രയാണ് ఆయన మన కొరకు దిగి వచ్చే రాత్రి అయి ఉన్నది రాత్రి അറിഞ്ഞുകൊള്ളുക ఈ రాత్రి దేవుని బిడ్డలకి എന്റെ వ్యక్తం കർത്താവ് గుర్తుంచుకోవాలి നിനക്ക് വേണ്ടി ഇറങ്ങി വരുന്ന ఆయన രാത്രിയാണ്. మెగా వాహనుడై నీ కొరకు నా కొరకు రానై ఉన్నాడు ഹല്ലേലൂയ. హల్లెలూయా നിങ്ങളുടെ കുടുംബങ്ങളിൽ ആ കർത്താവിന്റെ കരം വെളിപ്പെടുകയാണ് ఇదిగో మీ కుటుంబాల్లో ఆ దేవుని హస్తము ఆయన బయలుపరచబడబోతున్నాడు നിങ്ങളുടെ തലമുറയുടെ മേൽ വെളിപ്പെടുക తరముల మీద ఆయన దిగి రాబోతున్నాడు భార్య మీద మీ భర్త మీద ఆయన ఆయన మహ- ఇదిగో మీ తల్లిదండ్రుల మీద ఆయన తన మహిమను చూపించబోతున్నాడు യേശുരൂന്റെ ఇదిగో యశ్వరుని యొక్క దేవుడు യേശുരൂന്റെ ఇదిగో యశ్వరుని యొక్క దేవుడు ఇదిగో ఆయన వంటి దేవుడు లేడే లేడు ദൈവത്തെ దేవునిని పోలిన వాడు మరొకడు లేడు రాత్రి ധൈര്യം പ്രാപിക്കുക మనకి ఈ రాత్రి మనం ధైర్యం ബലത്തോടെ పొందుకుందాం പോവുക ఈ రాత్రి మనం బలముతో ముందుకు രാത്രി వెళ్దాం എന്താണ് നിനക്ക് വേണ്ടത് ఈ రాత్రి మనకి ఏం కావాలి സമാധാനം വേണോ വേണ്ടത് సమాధానం కావాలా మనకి? സഹോ സ- സന്തോഷമാണോ വേണ്ടത് మీకు సంతోషం కావాలా ఈ రాత్రి? രോഗശാന്തിയാണോ വേണ്ടത് మీకు రోగం నుండి స్వస్థపరచబడగలుగుతున్నారా ക്രൈസിസ് അകപ്പെട്ട് അതിനൊരു വിടുതലാണോ വേണ്ടത് ఏదైనా ప్రతికూలమైన అనుభవాలు గుండా వెళుతున్నారా ఈ రాత్రి എന്തുമാകട്ടെ అది ఏదైనా ഇന്ന് సరే രാത്രി നിന്നെ ఈ రాత్రి నీకు సహాయం చేయడానికి యేషూరుని యొక్క దేవుడు నీ కొరకు దిగి వచ్చినాడు ఆ దేవుని హస్తాల్లో మళ్ళీ మనం సమర్పించుకుందాం రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం ఈ దేవుని మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక ఆమె అందరం కొన్ని నిమిషాలు ఈ రాత్రి మీ కళ్ళు మూసినట్లయితే తలలు వంచినట్లయితే కొన్ని నిమిషాలు ఈ రాత్రి మనం ప్రార్థనలో ఉందాం రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి ఆయన సాన్నిధ్యాన్ని మనకు తోడై ఉంచి రాత్రి తన స్వరాన్ని మనకు వినిపింపజేశాడు యశ్వరును దేవుని పోలిన వాడు మరొకడు లేడే లేడు రాత్రి అట్టి దేవుని మనం ఆరాధిస్తున్నాం రాత్రి అట్టి దేవుని మనము సేవిస్తున్నాం రాత్రి అట్టి గొప్ప దేవుడు మనకు తోడై ఉండగా ఎటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవాలు కూడా మనం వెళ్తూ ఉన్నా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నా ఎటువంటి ప్రతికూలమైనటువంటి సమస్యలు కూడా మనం సంచరిస్తున్నా ఈ రాత్రి రాత్రి గొప్ప విడుదల అనుగ్రహించడానికి ఆయన మాత్రమే శక్తుడై శక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు రాత్రి అట్టి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉండగా ఈ రాత్రి ఎవరి గృహాల్లో వారు ఉంటూ ఉండగానే మీరు ఒక ఇంత మోకరించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు కార్యం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి వేదనకరమైన అనుభవాలు గుండా నువ్వు నేను వెళ్తున్నా ఎటువంటి దుఃఖకరమైన అనుభవాలు గుండా నువ్వు నేను వెళుతూ ఉన్నా రాత్రి మనల్ని విడిపించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఆయన మాత్రమే సమర్థుడైన వాడై ఉన్నాడు ఆయనకు సమానులైనటువంటి వారు ఎవరు లేరని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది రాత్రి ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఎంత గొప్ప దేవుణ్ణి రాత్రి మనం సేవిస్తున్నాం రాత్రి గొప్ప దేవుడు మన మధ్య కార్యం చేయలాగన రాత్రి మన కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యం చేయలాగన ఒక నూతనమైనటువంటి మార్గాలు దేవుడు మన కొరకు తెరవడానికి దేవుడు కృపను గురించలాగన అందరం కొన్ని నిమిషాలు ఈ రాత్రి మళ్ళీ మనం సమర్పించుకుంటూ మనం ప్రార్థనలో ఉందాం హాలలు కొన్ని నిమిషాలు అందరం స్వరం ఎత్తి మీ మీ గృహాల్లోనే ఉంటూ ప్రార్థనలో గడుపుతాం కొన్ని నిమిషాలు hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah దేవుడు మన మధ్య గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మనల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మన బలహీనతల నుంచి మనకు విడుదలను గ్రహించి మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి మన కొరకు నూతనమైనటువంటి మార్గాలు ధరింప చేయడానికి రాత్రి నూతనమైనటువంటి బలం మనకు ధరింప చేయడానికి ఆయన మాత్రమే శక్తివంతుడై ఉన్నాడు రాత్రి మనల్ని మనం సమర్పించుకుందాం రాత్రి మనల్ని మనం సమర్పించుకుందాం కొన్ని నిమిషాలు అందరం ఈ రాత్రి ప్రార్థనలో ఉందాం hallelujah hallelujah hallelujah hallelujah hallelujah స్వరమెత్తి స్వరమెత్తి ఎత్తి కొన్ని నిమిషాలు స్వరం ఎత్తి కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందా hallelujah hallelujah యా hallelujah hallelujah glory Jesus amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah పరిశుద్రానికి వందనాలు పరిశుద్రానికి వందనాలు కృప కలిగిన వాడానికి వందనాలు హలలు యా హలలు యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం హలలుయా హలలుయా హలలుయా హలలుయా రాత్రి మనమందరం కూడా ప్రార్థనలో ఉంటూ ఉండగా రాత్రి దేవాతి దేవుడు ప్రతి కుటుంబంలో గొప్ప కార్యం చేయలాగన రాత్రి ఇదిగో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని దేవాతి దేవుడు దీవించలాగన బలహీనంగా ఉన్న వారిని అనారోగ్యంగా ఉన్న వారిని దేవుడి రాత్రి ముట్టి స్వస్థపరచులాగన ఏ భాగంలో అయితే వారు అనారోగ్యంతో ఉన్నారో ఏ భాగంలో అయితే వారు బలహీనంగా ఉన్నారో ఆ భాగంలో దేవుడు ముట్టి రాత్రి స్వస్థపరచబడులాగన ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యము వారి కుటుంబాలు చేయాలన అందరము ప్రార్థనలో ఉంటూ ఉండగా రవిబాబు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు సాధ్యం చూపిస్తున్నాము నాయన ఈ రాత్రి కాల సమయం నాయన మరలా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభావ మీరు మమ్మల్ని నాయన కుటుంబాలుగా ఏకపరిచినందుకు మీకు కొన్నారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మీ దాస్తున్న మా మధ్య తీసుకుని వచ్చి ప్రభా మరలా మాతో నాయన కొంత సమయం మాట్లాడటానికి కృపను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మా ముందు నాయన రూతును ఉంచి తండ్రి casa. చేసిన కార్యములు మేము జ్ఞాపకం చేసుకోవడానికి నాయన నువ్వు చేసిన మేలులు ప్రభా నాయన మీ పూర్వ దినాల్లో ప్రభా అయ్యా మా పట్ల నువ్వు చేసిన మేలులన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయడానికి ప్రభా నువ్వు చూపిన కృపను కూడా నీకు వదనాలు ప్రభా దర్శించండి నాయన మా సంఘములను మీరు దర్శించండి ప్రభా ఈ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన ఒక్కొక్కరిగా విడిచిపెట్టద్దు తండ్రి నీకు వదనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నీకు వదనాలు కిషోరుతో మాట మాట్లాడుతున్నావు నాయన అయా దేవుని పోనే వాడు ఎవడును లేడు అంటున్నావు ఆయన ఆయన నీకు సహాయం చేయడం ఆశీనుడై వస్తున్నాడు అంటున్నావు తండ్రి కొందరు అవును నాయన మాకు సహాయకుడు అయి ఉన్నావు తండ్రి నాయన మేము ప్రార్థించగా మమ్మల్ని ప్రభా నాయన సురక్షితంగా అయ్యా నువ్వు కాపాడుచున్న ప్రతి దానిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన విడిచిపెట్టదు తండ్రి నీకు వందనాలు నాయన ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా అయ్యా నీ బిడలతో మీరు మాట్లాడండి నాయన అయ్యా సూటిగా ప్రభా ఈ సమయంలో మేము వ్యర్థం నువ్వు చేసిన ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభా అయ్యా దినదినము నీ సన్నిధిలో మొరపెట్టి ప్రభా అయ్యా కన్నీరు విడిచి ప్రార్థన చేయగలిగిన వారంగా ఉండడానికి సహాయం అయ్యా విడిచిపెట్టదు నాయన అయ్యా ప్రతి బిడని మీరు జ్ఞాపకం జ్ఞాపకం మీరు దర్శించండి ప్రభా అయా నిదాసుని కూడా మీరు బలపరచండి ప్రభా అయా ప్రయాణంలో క్షేమంగా తీసుకుని వచ్చిన ప్రభా మరలా రేపు నాయన వెళ్ళనైపు ఆరాధనలు కూడా ప్రభా నిదాసునికి మీరు క్షేమమును అనుగ్రహించి ప్రభా అయా నిలబడుతున్న స్థలంలో ప్రభా ఇరువురి బిడ్డలు మీరు ఆశీర్వదించి వాడుకోమని నా తండ్రి నీకు వదనాలు మీరు బలపరచండి ప్రభా నీకు వదనాలు నాయన అయా దీని దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ బిడ్డని కూడా బలపరచండి నాయన అయా సంగమును మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా ప్రతి బిడ్డని మీరు బలపరచండి తండ్రి నీకు వదనాలు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ కార్యక్రమం ఈ విధంగా జరగటానికి ప్రభా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు నాయన వాతావరణమును ప్రతి దానిని ప్రభా మీరు అనుకూలపరిచినందుకు నీకు సూత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఇంకా ఈ కార్యక్రమం రాన అనేక మందికి ఆశీర్వాదకరంగా జరగటానికి ప్రభా అనేక మంది వీక్షించడానికి ప్రభా నీ మార్గములు మీరు సరళము చేసి పెట్టమని నాయన విడిచిపెడదు తండ్రి నీకు వదనాలు నాయన మేము చేసిన ప్రతి కార్యము ప్రభా అయ్యా ఫలించలాగున మీరు సహాయం చేయండి నాయన విత్తబడిన ప్రతి విత్తనము ప్రభా మంచి నేలలు పడి ప్రభా మంచి ఫలములు ఫలి ఆరాధించడానికి ప్రభా నీ కృపను మాకు అందించి అందించమని అడుగుచున్నాము తండ్రి నీకు కొందరు అయ్యా నీ బిడ్డలు బలపరచండి ప్రభా అనేక ప్రాంతంలో మీరు వాడుకోమని అడిగించి అడుగుచున్నాము తండ్రి నీకు కొన్నాలు అయ్యా విరిచిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన పాల్పొందిన వారిని కూడా బట్టి నీ సమయంలో ప్రార్థన చేయించున్నాం ఆయన మరి యొక్క దినము వారు పాల్పొందడానికి నీ కృపను అనుకరించి నడిపించమని అడుగుచున్నాం మీరే సహాయం చేసి పెట్టమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి సోదరు సోదరు సోదరు సోదరం సర్వశక్తి కలిగిన మా తండ్రి మా ప్రియ ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు ఈ సమయంలో మరి ఒకసారి ఈ విధంగా నీ యొక్క సన్నిధికి రావడానికి నిశ్వసించడానికి మంచి తరుణ ప్రభు నీ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభు ఇంతవరకు కూడా నాయన మీ దాసును నిలబెట్టి నీ మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభు మంచి వర్తమానం రాత్రి మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సూర్యుని యొక్క దేవుని పోలివాడు ఎవరు లేరని ప్రభు అంశం మీద నాయన మంచి వర్తమానం నీ మాకు అనుగ్రహించి ఉన్నారు మీరు మాతో మాట్లాడినారు ఉన్నారు అవరు ప్రభు నీ అలాంటి గొప్ప దేవుడు లోకములో ఎవరు లేరు ప్రభా ఈ సర్వశక్తి కలిగిన దేవుడిని నిన్ను మేము ఆరాధించడానికి నిన్ను మేము తెలుసుకోవడానికి నీ కొరకు జీవించడానికి ప్రభా ఇంత గొప్ప రక్షణ ధన్యత ఈ భాగ్యం ప్రభా నీ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నీ కొరకు ముందుకు సాగడానికి నీ కృప మాకు అనుగ్రహించండి మమ్మల్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా లోకంలో ఎంతో మంది ప్రభా ఈ రక్షణ అనుభవం ఈ ప్రభా దేవుడిని గురించి తెలియకుండా ఎంతో మంది మార్గం తెలియకుండా ఉన్నారు ప్రభు అలాంటి వారితో మాట్లాడమని వేడుకొలుచున్నాము నిజమైనటువంటి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రభా మీరు సహాయం ప్రార్థిస్తున్నాం యువతులను ప్రభా నీవు ఆశీర్వదించారు ప్రభా తగారి ఒక మాట విని ఓ నీవు నిజమైనటువంటి దేవుడు అనుగ్రహించినప్పుడు నీ ప్రభా నీ దేవుడే నిజమైన దేవుడని నీ అక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్తామని ప్రభా ఆమె తీర్మానం చేసుకొని అత్తగారితో పాటు ఉన్నది అందువలన ప్రభా నువ్వు ఆమెను దీవించారు ఆశీర్వదించారని నీ వాక్యముల నుంచి ప్రభా మేము చూసాం తండ్రి అవును ప్రభా నీ మీద ఆశ్రయం పెట్టుకుని నీ కొరకు ముందుకు సాగటానికి నీ కృపా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అన్ని ఆశీర్వాదాలతో నింపండి ప్రభా ఎల్లప్పుడూ మాకు తోడై ఉంటుము మంచి వర్తమాన రాత్రి నీ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ఎక్కడైతే ఎవరైతే ప్రభా మీ వర్తమానం విని ఉన్నారో వారందరిని ప్రభా దీవించమని వేడుకొనిచున్నాం తండ్రి నీ వారితో మాట్లాడి వారిని బలపరచండి నీ కృప వారికి అనుగ్రహించండి కుటుంబముగా ప్రతి ఒక్క బిడ్డలను దీవించము వారి యొక్క అవసరంలో మీరు సహాయం చేయండి ఆయన ఏ బలగిన వరకు ఉన్నాయో అలాంటి బలగిలో నుండి కూడా వారిని విడిపించి మీ గొప్ప కార్యం చేయమని వేడుకొలుచున్నాం తండ్రి సర్వశక్తి గల ప్రభావ మీకు వందనాలు ఓ తండ్రి ఇంతవరకు కూడా మాట్లాడడానికి మీ దాసుని బలపరిచినందుకు స్తోత్రం ఇంకా మీరు తోడుగా ఉండడం వైపు నుంచి మరి వెళ్ళినటువంటి చూడడానికి ప్రభావ ప్రోగ్రామును తండ్రి మీరు దీవించి మీ దాసుని బలంగా మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి కాలం మా తోడై ఉంటాము ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి చూడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రభా ఇంకా మీరు అభివృద్ధిలోనికి నడిపించి నీ నామ తండ్రి మీరు మహిమపరచమని వేడుకుంటున్నాం సజ్జన ప్రభావానికి కొరకు మీరు వాడుకుని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు అన్ని విధ ఆశీర్వాదాలు నింపండి కృపలో పత్రపరచండి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని నీ నామ తండ్రి నీవు మహిమపరచమని అన్ని విధ ఆశీర్వాదాలతో నింపి కృప అనుగ్రహించి నీ నామ ప్రభు మీరు మహిమపరచము యేసు ప్రభు నామున వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభునటువంటి శుక్రశుక్రమ దేవుని సమాధానము పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ మనందరితోనూ ఈ మాటలు వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరితోనూ సదాకాలం తోడై ఉందను గాక amen amen amen praise Lord